అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇవాళ మనం అల్లూరి హీరో శ్రీ విష్ణుతో మనం ఉన్నాం సో కాదు Vishnu almost four five years ఈ స్క్రిప్ట్ సో అసలు ఈ స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఏంటి కదే అంటే ఫస్ట్ నరేషనే చాలా భలే అనిపించింది అంటే బేసిక్గా మనం పోలీస్ని ఎప్పుడన్నా చూసినప్పుడు ఎవరైనా పోలీసుని చూస్తే అందరూ అలా ఉంటారో లేదు తెలియదు కానీ నేనైతే గమ్మని సడన్గా పోలీస్ కానీ కొంచెం తలంచుకు వెళ్ళిపోవటం ఏదో ఒకటి చేస్తా ఎందుకో తెలియదు తెలియని భయం పోలీస్ అంటే మనకి నా మైండ్లో కూడా పోలీస్ మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం లేదు కానీ కొంచెం భయమే ఎందుకో అలా నాలో తర్వాత సినిమా చేసి ముందు కూడా చాలామంది అడిగితే అందరూ ఇంచుమించు పోలీస్ జీప్ చూసినా కొంచెం అలర్ట్ అవుతాం మనం భయపడతాం బేసిక్ ఈ కథ తర్వాత పోలీస్ లైఫ్ స్టోరీ ఇది కంప్లీట్ ఒక బయోపిక్ లాగా ఉంటుంది hmm. సో ఓకే మరి పోలీస్ అంటే ఇదే కదా మనకు రాంగ్ ఇంప్రెషన్ ఎందుకుంది పోలీస్ అంటే మనతో పాటు ఉండేవాడే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆడ దగ్గరికి పరిగెడతాం అని చూసి ఎందుకు భయపడతాం భయపడకూడదు ఇది కరెక్ట్ భలే ఉంది స్టోరీ ఎంత ఉంటుందా పోలీస్ లైఫ్లో అంటే డీటెయిల్గా లైఫ్ గురించి కూడా చెప్తాం అతని పర్సనల్ లైఫ్ అన్నీ చెప్తాం ఎంత ఉంటుందా ఎలాగైనా సరే ఈ కథ కంపల్సరీ చెప్పాలి అనిపించి పట్టుకున్నా ఓకే రెండేళ్ళు గట్టిగానే దీని మీద కూర్చొని కుస్తీ పడ్డాం రెండేళ్ళు పాండమిక్తో కుస్తీ పడ్డాం <laughs> మొత్తం నాలుగేళ్ళు అయిందనమాట ఓకే నో బేసిక్గా ఈ స్క్రిప్ట్ ఎన్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది ఇంకా రిలీజ్ త్వరలో ఉంది సో ఎలా ఫీల్ అవుతున్నావు after after completion of this happy very happy అంటే ఈ ఫిలిం చేయాలంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ రోజులు పడుతుందని ముందే అనుకున్నాం బేసిక్గా నేను ఒక యాభై అరవై రోజుల్లో ప్రతి సినిమా చేస్తాం ఇది దగ్గర దగ్గర హండ్రెడ్ డేస్ పైన చేసాం ఓకే అంతవరకు ఆ ఎగ్జైట్మెంట్ హోల్డ్ చేయగలుగుతాం లేదా అనేది ఉండేది నాకైతే ఉండేది ఎందుకంటే దీంట్లో ఫిజికల్గా చాలా చేంజెస్ ఉంటాయి ఒక జాబ్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు జాయిన్ అయ్యి ఒక forty years forty two years వరకు అడి చూపిస్తాం సో ఫిజికల్ చేంజెస్ చూపించాలి అలా చూపించడానికి పాసిబిలిటీ తెలుసు కదా నాకు చాలా ఇంజురీస్ ఉన్నాయి సో జిమ్లో అవి చేయలేం కొత్త టెక్నిక్తో బాడీని బిల్డ్ చేసి ఇది చేసాం చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది ఇప్పుడు కూడా మొన్న మొత్తం అయిపోయింది ఇప్పుడు కాపీ రెడీ అయింది ఇంకా ఆర్ఆర్ ఒకటే అవుతుంది మామూలు వితౌట్ ఆర్ఆర్ఏ కొంతమంది మన బ్యాచ్ అందరూ చూశారు నేను ఏ పాయింట్స్కి అయితే ఎగ్జైట్ అయ్యానో కథ అన్నప్పుడు ఎగ్జాక్ట్ ఆ పాయింట్స్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేశారు క్లైమాక్స్ ఏదైతే one of the best climax అవుతుందని అనుకున్నాను యాజ్ ఇట్ ఈస్ అదే రియాక్షన్స్ అందరి నుంచి వచ్చినాయి సో వెరీ హ్యాపీ అది ఫిక్షనల్ బయోపిక్ అన్నారు కదా సో ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యారు ఈ క్యారెక్టర్కి దీంట్లో ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నిజంగా జరిగినవి ఓకే అంటే పర్టికులర్గా ఒకళ్ళవే ఒకే పోలీస్ని అంటే ఒక బ్యాచ్కి ఒక ముప్పై నలభై మంది పోస్టింగ్లు పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి లేదా నలభై యాభై కూడా పడుతూ ఉంటాయి పోస్టింగ్ సో అందరూ ఒక బ్యాచ్ కింద ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఇదవుతారు కానీ బేసిక్గా ఒకళ్ళే పర్టికులర్గా హైలైట్ అవుతూ ఉంటారు బేసిక్గా ఆర్మీలో కానీ దీంట్లో కానీ హైలైట్ అవుతారు వాళ్ళే ఎక్కువ ప్రమోట్ అవుతారు సో అలా ఇండివిజువల్గా ఒక పేరుతో మనం చేయటం సో సాటిస్ఫాక్షన్ అవ్వదు సో బెస్ట్ ఆఫీసర్స్ ఒక నలుగురు ఐదుగురు తీసుకుని వాళ్ళ లైఫ్లో నిజంగా జరిగినాయి ఇవన్నీ కూడా మనకి నిజంగా జరిగినాయి ఇండియా వైడ్లో జరిగిన ఎపిసోడ్స్ అవి తీసుకుని అవి మనం ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక క్యారెక్టర్కే ఆ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఓకే సి uh, ప్రదీప్ నాకు తెలుసు and so how uh, uh, Pradeep first time director but బేసిక్గా తను చెప్పినప్పుడు కూడా వెరీ ఎగ్జైటింగ్ ఉండేది స్క్రిప్ట్ కానీ ఏదన్నా so how is it working with Pradeep basic super super అంటే షూటింగ్కి వెళ్ళాక పొద్దున్నే ఇంకా రెడీ అయ్యి పోలీస్ టెస్ట్ చేసుకున్నాక ఇంకా మనం మనం మర్చిపోవాలి సాయంత్రం మళ్ళీ బయటికి రావాలన్నమాట అంత ఏదనుకున్నాడు అది వచ్చే వరకు చచ్చినా వదలదు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే తీసుకొస్తాడు ఎలాగైనా తీసుకొస్తాడు నా ఒక్కడితోనే కాదు మిగతా క్యారెక్టర్స్ అందరితోటి కూడా అలాగే ఫిక్స్ అయితే అది రావాల్సిందే యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్లేట్ చేశాడు ఓకే లేదు ట్రైలర్ చూసినప్పుడు వాయిస్ ఓవర్ కూడా చెప్పాను కదా సో బట్ అంటే it is translating into onto the screen ట్రైలర్లోనే hmm. ఆ పోలీస్ ఇంపాక్ట్ కనపడుతుంది so how was the response ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అంటే మనం ఎక్కువ ఫస్ట్ ఎలాగ మన మ్యూజిక్ పట్టుకున్న థీమ్ అది ఇది చేద్దాం అనుకున్నాం కొంచెం అది అలవాటు చేద్దాం అనుకున్నాం దాంట్లో లుక్ వచ్చిన అది ఫస్ట్ టైం కదా ఎప్పుడు hmm. గడ్డంతోనే కనిపిస్తుంటాం ఫస్ట్ టైం ముస్టాజ్ పెంచి గడ్డం తీసేసి అది ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని అనుకున్నా ఫస్ట్ చూసిన వాళ్ళే కొంచెం వెరైటీగా ఉంది వెరైటీగా ఉంది అంటూనే ఉన్నారు బట్ బయట ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే టెరిఫిక్గా ఉంది వెరీ హ్యాపీ లేదు బేసిక్గా మీకు బేసిక్గా చాలా దగ్గరలో అంటే నాకు చాలామంది చెప్పారు విష్ణు టైటిల్స్ చాలా బాగుంటాయి తెలుగులో ఉంటాయి so even this is like one of the basic Alluri Sitaramaraju ఇంటి పేరు అల్లూరి సో జనరల్గా I you conscious about the title అంటే తెలుగులోనే పెట్టాలి తెలుగులో పెట్టాలని అయితే నా చేతిలో ఉన్నంత వరకు పోరాడతా తెలుగు తెలుగులోనే ఉండాలని ఎందుకంటే చాలా మంచి మంచి పదాలు ఉన్నాయి మనకి మంచి మంచి టైటిల్స్ పెట్టుకునే అవకాశం ఉంది మనకి ఛాన్స్ ఉన్నంత వరకు తెలుగులోనే ఉంటాయి ఛాన్స్ ఉన్నంత కాదు <laughs> తెలుగులోనే ఉంటాయి నా టైటిల్స్ సో మిగతా షూటింగ్ ఎక్కడ చేశారు జనరల్గా అంటే హౌ వాజ్ ఇట్ మిగతా క్యాస్ట్ కానీ దీంట్లో మెయిన్ సినిమా అంతా కూడా ఎక్కువ నాతోనే క్యారెక్టర్తోనే ట్రావెల్ hmm, అవుతుంది రైట్ మెయిన్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చి ఫిలింలో ఇంకా తనిఖీల భరణి గారు hmm. మన హీరో సుమన్ గారు రాజా రవీంద్ర గారు ఇలా అన్నీ కూడా hmm. ఈ థర్టీ ఇయర్స్ ఉన్నాయి ఇలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాకపోతే ఎక్కువ నేను లేకుండా సినిమా ఎక్కడ ఉండదు అనమాట ah, ప్రతి సీన్లో ఉంటాను సినిమాటోగ్రఫీ రాజ్ తోట సూపర్ ఆయన కూడా అప్పుడంటే మనం అప్పుడు చేసిన స్టోరీకి ఆ టైంకి ఆయన కరెక్ట్ ఇప్పుడు ఈ ఫిలింకి చాలా ఆయన వర్క్కి చాలా పెద్ద అప్రిసియేషన్ వస్తుంది సినిమా అవును లేదు ట్రైలర్ చూస్తేనే ఆయన work is like very impressive ఇది ఎపిసోడ్ బేస్ కింద ఉంటుంది అనమాట సినిమా ఒక ఫైవ్ ఎపిసోడ్స్ కింద ఉంటుంది ఒక ఎపిసోడ్ మన శివ కూడా చేశాడు solo Shiva solo Shiva so super టెక్నికల్గా రాజ్ తోట వర్క్ అయితేనేమి ఎడిటర్ ధర్మేందర్ గారిది hmm. Music director Harshavardhan Rameshwar అందరూ కూడా ఫ్యాంటాస్టిక్ బెస్ట్ వర్క్ ఇచ్చారు ఓకే ఫస్ట్ నుంచి నేను నేను డిఫరెంట్ జానర్స్ కంటెంట్ చేశాను నీ స్టార్టింగ్ నుంచి అప్పట్లో కానీ నీది నాది కానీ సో ఒక పెక్యులర్ డిఫరెంట్ జానర్ బేసిక్గా రొటీన్ కమర్షియల్ కాకుండా సో ఎప్పుడు ట్రై చేస్తున్నావు సో నవ్వు ఇప్పుడు ఏంటి అంటే people are more inclined hmm, hmm, to hmm, content oriented films ఏదో కొత్తగా ఉండాలి సో రెగ్యులర్ కమర్షియల్ సినిమా కంటే ఏంటంటే కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ వాట్ ఇస్ వాట్ ఎలాంటి సినిమా చేస్తే ఇట్లా రీచ్ అనే ఫీలింగ్ ఉంది స్టార్టింగ్ కూడా మనం అప్పుడు అనుకునేవాళ్ళం కంటెంటే చేద్దాం కంటెంటే చేద్దాం అంటే ఎన్ని కమర్షియల్స్ వచ్చినా కూడా కంటెంట్కే ఫిక్స్ అయ్యి కంటెంట్ సినిమాలో చేసాం ఇప్పుడు అందరూ అయ్యే చేస్తున్నారు అది ముందు గెస్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ కంటెంట్ అవుతుందని మనం చాలా అట్లా ఇంటర్వ్యూల్లో చెప్పాము ప్లస్ చేస్తూ వచ్చాం ఇప్పుడు స్లోగా అందరూ కూడా కంటెంట్ ఫిల్మ్సే చేస్తారు అంటే ఇదివరకు చేసేవారు కాకపోతే మనం కంప్లీట్ అన్ని కంటెంట్ బేసే చేసేవాళ్ళం సో నాకు తెలిసి ఇప్పుడు కంటెంట్ అందరూ కంటెంట్కి ఇదవుతున్నారు కంటెంట్ని చూసే ఆడియన్స్ పెరుగుతున్నారు స్లోగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు hmm. స్లోగా పెరుగుతున్నారు అసలు ఆడియన్స్ కమర్షియల్ ఆడియన్స్ ప్లస్ మన top stars fans mass audience వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు hmm. ఇంకా hmm. వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి స్లోగా ఏంటంటే వాళ్ళ దాకా ఈ కంటెంట్ని రీచ్ చేయాలంటే చిన్న చిన్న కమర్షియాలిటీస్తో కలిసి ఉన్న డిఫరెంట్ సినిమా ట్రై చేస్తే నాకు తెలిసి ఇప్పుడు మీరు నెక్స్ట్ చేస్తున్నారు కదా అలా ఒకటి రెండు సినిమాలు మనం కూడా ఎంతో కొంత దానికి ఇదై ఉన్నామంటే ఇంకొక టూ త్రీ ఇయర్స్లో అంటే కంటెంట్ ఫిల్మ్స్ కూడా చాలా పెద్ద కలెక్షన్స్ వస్తాయని అది అంటున్నాను so it should balance commerciality content ఫిల్మ్స్లో కమర్షియాలిటీ ఆ బ్యాలెన్స్ అయిపోయి పెద్ద కలెక్షన్ రేంజ్కి వెళ్ళాక అప్పుడు ఇంక స్లోగా అది తగ్గించి ఇంక ఓన్లీ కంటెంట్ అల్టిమేట్గా ఒక నాకు తెలిసి ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత కంప్లీట్ కంటెంట్ ఫిల్మ్సే అయిపోతాయి సో ఈ లోపు బ్యాలెన్స్ చేస్తా ఆడియన్స్ని కూడా సినిమా మీద కథల మీద మంచి లవ్ పెంచుతూ వాళ్ళని కూడా స్లో స్లోగా ఇది చేయాలి చూపించాలి కొత్త బేసిక్గా ఓటీటీ అనేది వచ్చిన తర్వాత బేసిక్గా there lots of exploring content explore చేయడానికి చాలా ఉంది సో ఖచ్చితంగా ఏంటంటే you should give them different excitement theatre so Alluri has mix of both commerciality కూడా ఉంటుంది ఆ కమర్షియాలిటీ కూడా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే మనకి పోలీస్ అనేసరికి చిన్న కమర్షియల్ అబిలిబిలిటీ వస్తుంది hmm. అంటే ఇప్పుడు నేను కొట్టానంటే ఎవరు నమ్మరు hmm. మామూలు ఫైట్ ముందు సినిమాలో అది ఫైట్లు పెట్టినా ఎవరు అంత ఈజీగా ఈడు కొట్టేస్తున్నారు ఏంట్రా అన్నట్టు ఉంటుంది hmm. పోలీస్ అన్నప్పుడు ఆ క్యారెక్టర్కి పవర్ ఉంటుంది కాబట్టి చిన్న బిలీవబిలిటీ వస్తుంది సో దాన్ని కొంచెం వాడాను దాన్ని వాడాను డెఫినెట్గా కమర్షియల్ ఆడియన్స్కి నచ్చుతుంది అట్ సేమ్ టైం కంటెంట్ నచ్చే ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే రెండు అయితే బ్యాలెన్స్ అయినాయి no that is very important basic audience అనేవాడికి ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉండాలి థియేటర్లో so I think Alluri script పరంగా అయితే డెఫినెట్గా ఎలిమెంట్స్ ఉన్నాయి సో మీ ద హీరోయిన్ బేసిక్గా నా సినిమాల్లో హీరోయిన్కి ఎక్కువ ఈక్వల్ ఆర్ ఎక్కువ స్కోపే ఉండే స్క్రిప్ట్స్ ఎక్కువ చేశా hmm. కాకపోతే దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది hmm. అన్నీ కూడా చాలా న్యాచురల్గా <clears throat> నిజంగా ఒక పోలీస్ వైఫ్ ఉంటే ఎలా ఉంటుంది ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అలాంటి జెన్యున్ సీన్సే ఉంటాయి హీరోయిన్ పెట్టాం కదా అన్నట్టు ఉండదు hmm. చిన్న చిన్న ఉంటాయి సినిమాటిక్ ఇవి కూడా ఉంటాయి చిన్న చిన్న కాకపోతే మోర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతారు ఒక ఇంట్లో పోలీస్ ఉన్నప్పుడు hmm. వాళ్ళు హ్యాపీగా ఉంటారా వాళ్ళు కూడా చిన్న చిన్న భయాలు ఉంటాయా వాళ్ళు కూడా టెన్షన్లు ఉంటాయా అనే క్యారెక్టర్ బాగా producer Bekkam hmm. Garu Bekkam Venugopal hmm. ఆయన సో ఆయన is been doing successful films Husharu కానీ లేకపోతే రీసెంట్ పాగల్ కానీ సో ఆయన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ సో ఆయన uh, నాకు తెలుసు కాబట్టి but let the people know so ఆయన ఎలా వచ్చారు ఈ సినిమా ఆయన యాక్చువల్లీ ఫస్ట్ మాకు ప్రేమేష్ కాదు <laughs> ఆయనే కదా ఫస్ట్ ప్రొడ్యూసర్ సో అప్పటి నుంచి ఆయనతో రిలేషన్ అలాగే ఉంది సో యాక్చువల్లీ ఈ కథ చేయాలంటే ఒక ఎన్ని రోజులని పెట్టేసుకుని టపటప చేసేస్తే వర్క్ అవ్వదు mm. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను చూశారు కాబట్టి దగ్గరుండి తెలుస్తుంది ఫస్ట్ కొంచెం యంగ్ ఉండాలి తర్వాత కొంచెం బాగా పెరగాలి కొంచెం ఫిజిక్గా కూడా కొంచెం టైం ఇవ్వాలి సో ఇవన్నీ ముందు ఆయన కథ చెప్పిన ఆయనే ఇది ఎపిసోడ్ ఎపిసోడ్ల కింద తీద్దాం ఇమీడియట్ మనం ఒకే స్కెడ్యూల్ రెండు మూడు స్కెడ్యూల్ వేసేసుకుని చేస్తే అవ్వదు పని అవ్వదు అని ఆయన చెప్పడంతో యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నాం ఇలా చేస్తానంటే చేద్దామని మీరే ఇలా అనేసరికి ఓకే హ్యాపీ అనుకుని చేయటం మాకు ఒక రకంగా ఆయన చాలా ప్లస్ అయ్యారు hmm. ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది చాలా సెన్సిబుల్గా ఉంటుంది ah. ఆయన కూడా కమర్షియల్ జడ్జ్మెంట్ ఉంటుంది at the same time different పట్టుకుని ఇది కూడా hmm. ఉంటుంది ఫుల్ ఫ్రీడమ్ అంటే uh, చేసే డైరెక్టర్కి కానీ వీళ్ళకి కానీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు సో hmm. హ్యాపీ ఆయనతో చేయడం వెరీ హ్యాపీ సో ఇంకా మన మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ అప్పుడు ఇంకా సాంగ్స్ ఈ దీంతో పండగ తర్వాత నుంచి ఇంక ఇప్పుడు నుంచి వరుసగా వదులుతాం ఈసారి కొంచెం అంటే ఇదివరకు ఎక్కువ పాటల్లో కొంచెం సంస్కృట్ అండ్ గ్రాంధికం ఎక్కువ వాడి మనం పాటలు చేసాం ఎక్కువ అచ్చ తెలుగు పదాలు ఇవన్నీ పెట్టి ఈసారి ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ చేసి లిరిక్స్ అవి కూడా అందరూకి అర్థమయ్యేలాగా పాడుకునేలాగా ఉండేలా క్యాచీ సాంగ్స్ కిందే ట్రై చేసాం చాలా బాగా ఇచ్చాడు సాంగ్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు ఇప్పుడు బీజిఎం అవుతుంది ఓకే సో డెఫినెట్గా బీజిఎం కూడా ఎరవై ఇస్తాడు అనుకో కాదు విష్ణు జనరల్గా యువర్ సక్సెస్ అంటే వెరీ గుడ్ రికగ్నిషన్ వచ్చిన జానర్స్ ఏంటి అంటే ఎంటర్టైనర్స్ లైక్ రాజరాజే కానీ బ్రోచే కానీ నీది నదిలో ఒక లెంత్ వరకు కానీ కంటెంట్ ఉంది బట్ ఎంటర్టైనర్స్ సో ఈ last three four films like more serious kind of genres అంటే it was a conscious decision to select these films అంటే కంప్లీట్ ఎంటర్టైనర్లో ఏం చేయలేదు నేను అంటే అంటే కంటెంట్ ఉంటుంది దాంట్లో more of entertainment character wise ఇది లేదు లేదు అనుకోకుండా ఈ కోవిడ్ వల్ల కొన్ని కొన్ని ఆగి అటు వెళ్ళి ముందు ఇటు వెళ్ళి అలా hmm. కొంచెం ఆర్డర్ మారింది ఓకే కొంచెం ఇప్పుడు ఇది కొంచెం సిన్సియర్ స్టోరీ hmm. కొంచెం నేను సీరియస్గా పోస్టర్లు అట్లా ఉన్నాను hmm. కొంచెం ఫన్ ఉంటుంది ఉంటుంది ఫన్లోంచే స్టోరీలోకి తీసుకెళ్తాం ఓకే ఇంకా తర్వాత నెక్స్ట్ సినిమాలని కూడా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట okay so next projects next Anil గారిది ఫ్యామిలీ hmm. ఎంటర్టైనర్ అది డిఫరెంట్ జానర్ అంటే ఫ్యామిలీయే దాంట్లో కొత్త పాయింట్ అది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు మన హసిత్తి అది ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్లో కొత్త రకం ఎంటర్టైన్మెంట్ <laughs> అది తెలుసు కదా అది కూడా అది సో దట్ బి అది చాలా డిఫరెంట్ అంటే ఇప్పటివరకు ఇప్పుడు కంప్లీట్ చాలా బ్రిలియంట్గా వచ్చింది సో డెఫినెట్గా అది కూడా అది అదో టైప్ ఎంటర్టైన్మెంట్ అది అది మనందరూ ఆడియన్స్ నాకు తెలిసి it be very fresh Telugu స్క్రీన్లో అయితే ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది అది అది మన యూవీలో Hmm. ప్రస్తుతం ఈ మూడు జరుగుతున్నాయి అన్ని స్టోరీ వైజ్ ఓకే ఇంక ఇది రిలీజ్ అయిపోయాక స్లోగా సో డిఫరెంట్ ఎంటర్టైనర్స్ దీనికి ఒకదానికి ఒకదానికి మళ్ళీ సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలి డిఫరెంట్ జోనర్ అయితే మళ్ళీ ఎవరు నేను చేసింది కాదు కొత్త జోనర్లే కానీ ఈసారి లక్కీగా అసలు ఎవరో చేయని జోనర్లో ఎంటర్టైన్మెంట్లు దొరికినాయి సో కొత్త జోనర్లు hmm. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ మోస్ట్లీ అనిల్ గారి అనిల్ అనిల్ గారిది ఓకే రెండు తయారు చేయించి ఉంచారు కదా డిఫరెంట్ ఎంటర్టైనర్లు <laughs> అవి కూడా నాకు తెలిసి డిఫరెంట్ ఎంటర్టైనర్లు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు probably if everything goes well నవంబర్కి షూట్కి వెళ్తాను ఓకే సో వన్ ఒక సినిమా లైక్ వెంకీ అని సో hmm, hmm, hmm, అతను కొత్త అతను నీకు తెలుసు కదా సో ఇంకో అతను వర్ధన్ అని ఐఐటి కృష్ణమూర్తి తీశాడు ఓకే సో అది ఒక డిఫరెంట్ అంటే ఇట్ బీ కమర్షియల్గా ఉంటుంది ప్లస్ అగైన్ ఎలిమెంట్స్ ఉంటాయి commercial elements but it's a different scripts altogether so experimenting చూద్దాం అసలు చాలామంది అడుగుతారు నన్ను మళ్ళీ మీరిద్దరు ఎప్పుడు చేస్తారు <laughs> సో అయితే తెలుసుగా మనం we are looking for a good script secret అదిరిపోయింది మామూలుగా లేదు అది అది ఓకే అయితే సో ఇప్పుడు twenty third September twenty third is releasing so ఇంకా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ బేసిక్గా సినిమా మీద uh, ఇప్పుడు ఇంకా uh, లేదు లేదు అంటే ఇది ఎంతమంది ఎక్కువకి మన కథ hmm. చూపిద్దాం అనేదే ప్రయత్నం hmm. అప్పుడు అయిపోయింది సినిమా పనులు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి టార్గెట్ ఒకటే ఎంతమందికి చూపించగలుగుతాం ఇక్కడి నుంచి అనేది ఇంకా నా నా నుంచి మిగిలి ఉన్నది మిగతా అన్నీ అయిపోయినాయి సో ప్రోడక్ట్ మీద అయితే వెరీ కాన్ఫిడెంట్ సో ఇంకా చూపించడమే పర్వాయి ఎంతమంది చూపించగలుగుతాను అనేది ఇంక ఇప్పుడు జరిగే పబ్లిసిటీ యాక్టివిటీస్ స్క్రిప్ట్ విన్నాను సో ఐ నో అంటే నేను కాపీ ఇంకా చూడలేదు కానీ సో స్క్రిప్ట్ విన్నాను I know what this film means to you and script ఎలా వచ్చింది అనేది నాకు తెలుసు so I'm also waiting to watch అంటే ఇలాంటి film should reach to more number of people so దాని కమర్షియల్ సక్సెస్ అనొచ్చు బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏ సినిమా తీసినా అది ఓటీటీ కావని థియేటర్ కావని it is about how much people we reach so అప్పుడే will be more satisfied so I think this film has a potential script wise చూస్తే అన్ని సెక్టర్స్కి అంటే నాట్ ఓన్లీ ఒక A centre it is not classified so it is classified for every sector so I hope this film reaches to more number of people and ఈ వినాయక చవితి వినాయకుడు ఆశీస్సులు మీకు ఉండాలి సో hmm. ఈ సినిమా ఇంకా I think it should reach the right people ఎంతమందికి రీచ్ అయినా so all the best thank you very much అడిగిన వెంటనే వచ్చి మీతో ముహూర్తం స్టార్ట్ <laughs> వినాయక చవితి రోజు సో అంత అన్ని విఘ్నాలు పోయి అంత hmm. మంచి జరగాలని అనుకుంటున్నాను నేను కూడా అలాగే happy Vinayak Chavithi happy Vinayak Chavithi September twenty third Alluri film release అవుతుందండి సో తప్పకుండా uh, దసరాకు ముందు వస్తాం దసరా సెలవులు ముందు దసరా సెలవులకు వస్తాం సో uh, అందరూ కూడా మా ఈ అల్లూరి సినిమాను వచ్చి చూసి ఆదరించి uh, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో తప్పకుండా ఇరవై మూడో తారీఖున థియేటర్లో కలుద్దాం థ్యాంక్ యూ